నవ్వులు ఉన్న పెదవంచున చిగురిస్తున్నా అవి ఇప్పుడు నీవేనా నిజమేనా దూరంగా గమనిస్తున్నా తీరానికి కదిలొస్తున్నా నా పరుగులు నీవేనా అనుకున్నా ఊహలకే రెక్కలు ఉన్నా ఊపిరిలో గిసలున్నా నా ఆశలు నీ